కీర్తనల గ్రంథం నూట ఇరవై అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనంలో నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను యహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణంను విడిపించుము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను ఇంతకంటే అధికముగా నీకేమి చేయను తంగేడు నిప్పులతో కూడిన బాణంలను బలాజల వాడిగల బాణంలను నీ మీద వేయును అయ్యో నేను మెషేక్లో పరదేశినే ఉన్నాను కేదార్ గుడారేం లేదా కాపురం ఉన్నాను కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించిన వాడును నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధంలోకి సిద్ధమగుతురు